hello friends hi welcome to మా నైంటీ థింగ్స్ ఎలా ఉన్నారండి అందరితో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను మీ శ్రీజ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఎగ్ కారం పులుసు అండి అది ఏ విధంగా ఈజీగా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను దానికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం ఈ కర్రీకి ముందుగా ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి మనం ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఎగ్స్ మనం పీలప్ చేసుకున్నాం కదా ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని కర్రీ చేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా ఒక పైన లేయర్ మనకు కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది ఈ విధంగా వీటిని మనం సర్వ్ చేసి పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది ప్లేట్లో ఈ విధంగా అండ్ మనం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో ఇది కూడా కాస్త మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ పాటు మనం బాయిల్ చేసుకుంటే తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వీటిని ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి డైరెక్ట్ తర్వాత మన పులుపుని బట్టి చింతపండు రసం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి మనకు కొంచెం గ్రేవీ కావాలంటే తర్వాత ఇందులో ధనియాల పొడి యాడ్ చేసుకోండి వీటిని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టి మగ్గించుకుంటే మనకు ఆ మసాలా అవన్నీ బాగా కుక్ అవుతాయి తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ మన కర్రీ అనేది రెడీ అవుతుంది సో ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తే మనం ఫైనల్గా కర్రీ రెడీ అండి తర్వాత మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఎగ్ పులుసు కర్రీ రెడీ అండి దీన్ని రైస్లోకి చపాతీలోకి తీసుకోవచ్చండి చాలా ఎమ్మి టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ దీన్ని మనం సర్వ్ చేసుకోవాలి వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్